లో కాలవాపులతో బాధపడుతున్నారా సరళ వాపు వ్యాధి కావచ్చు అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ఎలా మహేష్ ఇప్పటికి అంటే మహేష్ అనే ఆర్టిస్ట్ కి మేనేజర్ స్టేట్ చూస్తారా లేకపోతే మేనేజర్ లేకుండా మహేషే హ్యాండిల్ చేసుకొని మహేషే డేట్స్ ఇచ్చుకొని మహేషే రెమ్యునరేషన్ మాట్లాడుకొని అదే ఆ స్థాయిలోనే మెయింటైన్ చేస్తున్నాడు అంటే బేసిక్ గా కొన్ని నేను మాట్లాడుకుంటా కొన్ని మేనేజర్ గారు అయితే సుకుమార్ సార్ పరిచయం చేశారు హరి గారు అని మన జగపతి బాబు సార్ తెలుసు తెలుసు పూజ హెగ్డే గారు వాళ్ళకి ఆయన చూస్తారు బేసిక్ గా కొంతమంది ఉంటారు వాళ్ళు ఏంటంటే మనకు డైరెక్ట్ టచ్లోకి వస్తారు చెప్తా అన్నకే అన్న వీళ్ళు కొంచెం మనకు కావాల్సిన వాళ్ళు అంటే చేశారా అంటారు లేదు కొంచెం ఏమవుద్ది అంటే కొన్ని అమౌంట్ కాడ ఇబ్బంది అవుతున్నాయి ఏం చేస్తారంటే ఆయన మాట్లాడి ఆయన మరి మనం కొంచెం ఇది అవ్వకూడదు కదా ఒకేసారి రెండు వచ్చినప్పుడు మనం మేనేజ్ చేయలేకపోయిన ఆర్టిస్ట్ మీద పడుతుంది ఆ బ్యాడ్ ఆయన తీసుకుంటాడు అప్పుడు లేదా హాఫ్ డే ఇటు హాఫ్ డే ఇటు నేను మాట్లాడతానని చెప్పి ఆయన మాట్లాడతాడు కాబట్టి ఆయన ఉంటారు మనం మాట్లాడుకుంటాం మహేష్ స్టేట్ల కోసం పోటీ పడ్డ హీరోలు కూడా ఉన్నారు నిజమా కాదు అంటే ఒకసారి ఒకటి రెండు ఒకేసారి వచ్చినప్పుడు ఇబ్బంది అవుతూ ఉంటుంది ఇప్పుడు బేసిక్గా మొన్న రీసెంట్గా ఏమైందంటే మారుతి సారది ఒకేసారి వచ్చింది త్రివిక్రమ్ సారది ఒకేసారి వచ్చింది అప్పుడు నేనైతే మాట్లాడలేను కదా అది ప్రభాస్ గారి మూవీ త్రివిక్రమ్ గారికి కొడతావా మారుతి గారికి కొడతావా ఇప్పుడు మనం మనం ఇద్దరికి చేయి కొడతాం ఆయన ఉన్నారు కదా ఆయన జాగ్రత్తగా నైన్ దాకా అక్కడ చెప్పాడు నైన్ తర్వాత ఇటు చెప్పాడు ఈ లోపు ఇక్కడ ఏదో ఫైట్ జరిగింది అక్కడ సీన్ జరిగింది ఆ సీన్ అయిన తర్వాత ఇటు వచ్చాం ఆ రోజు చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఆ లైఫ్ లో ఇద్దరు ఇద్దరు గ్లోబల్ స్టార్స్ <laughs> షూటింగ్స్ ఒకే రోజు చేయగానే ఇంకా నైట్ చాలా హ్యాపీ అనిపించింది అంటే ఒకటే రోజు రెండు రెండు షూటింగ్లు చేసాం చాలా దాని గురించి కాదు కానీ ఇద్దరు సూపర్ స్టార్స్ కదా ప్రభాస్ మూవీ ప్రభాస్ సార్ది మన మారుతి సార్ది త్రివిక్రమ్ సార్ది మహేష్ బాబు గారు కాదు ప్రభాస్ గారు నువ్వు అన్నావు ఇప్పుడు గ్లోబల్ స్టార్ అని మారుతి గారికి అవకాశం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఏమన్నా ఐడియా ఉందా నేను అదేం తెలియదు కానీ నాకు వాళ్ళ పెద్దోళ్ళు అవి ఏం జరిగిందో నేనైతే ఏంటంటే ఒక మాట ఇచ్చిన తర్వాత ఆ మాట నిలబెట్టుకోవటమే ఆయన గొప్పదనం అనిపించింది ఇప్పుడు ఆయనకు మాట ఇచ్చిండు ఉంటారు ఆ మాట నిలబెట్టుకున్నారు ఆయన ఇంకా నాకు బయట అన్నీ ఏం తెలియదు వాళ్ళిద్దరూ ఎమోషనల్ బాండింగ్ ఎలా ఉందో ఆ బ్యానర్ లైన్ వర్క్ చేశారు యూవీ క్రియేషన్ కానీ గీత గీతార్ట్స్ కానీ మంచి హిట్స్ ఇచ్చారు మూర్తి గారు వాళ్ళు ఒకరికొకరు మాట ఇచ్చుకుని ఉంటారు మనం చేద్దామని ఆ మాట నిలబెట్టుకోవటం ఆయన గొప్పదనం ఈయనకి అవకాశం రావటం ఈయన గొప్పదనం ఈయన టాలెంట్ అంటే ఇప్పుడు బాహుబలి ఆది పురుష్ సలార్ ఇలాంటి ఇలాంటి సినిమాలు తీసే ప్రభాస్ రేపు మారుతి సినిమాలో ఎలా కనిపించబోతున్నాడు అంటే నువ్వు ఆల్రెడీ స్క్రీన్ మీద చూసినావు కాబట్టి ప్రభాస్ ని మీరు అన్స్టాపబుల్ లుక్ చూసారుగా ప్రభాస్ అన్నది యాజ్ ఇట్ ఈజ్ మనకైతే ఒక మిస్టర్ పర్ఫెక్ట్ డార్లింగ్ ఆ రేంజ్ ఎనర్జీ లుక్స్ కూడా అదిరిపోయింది చాలా బాగున్నారు మనిషి ఆ చెక్ షర్ట్స్ అవన్నీ ఇస్తుంటే సూపర్ ఉన్నారు ఇంకా అసలు సో పక్కా కామెడీ కామెడీ చూడగా చాలా రోజులు అయిపోయింది ప్రభాస్ లైక్ అందరూ కూడా మర్చిపోయానండి షూటింగ్లో ఫుడ్ మొత్తం రెండు వందల మంది ఉంటే రెండు వందల మంది వంద మంది ఉంటే వంద మంది ఫుడ్ వచ్చేసేది ఫుడ్ వచ్చేసిన తర్వాత నాకు రోజు అడిగారు ఏమి నచ్చింది నీకు అన్న మటన్ నచ్చింది అన్నారు మళ్ళీ చెప్పి రేపు పొద్దున మహేష్కి మళ్ళీ మటన్ తెప్పించండి అన్నారు అంటే ఆ నైట్ అంటే ఇంకా ఆయన సొంతంగా తెప్పించి ఫుడ్ అన్ని పెట్టడం నిజంగా నేను ఇంటనే తప్పేంతకు ముందు ఆ రోజు చూసే కదా మటన్ అయితే దాడి చేసాం మొత్తం మొత్తం కొట్టేశాను అంతే మొత్తం ఆ బిర్యానీ కానీ ఆ సెటప్ కానీ ఆయనే వండించి పంపించారు అందరికీ టీంకి నెక్స్ట్ లెవెల్ ఇంకా అసలు ఆయనతో వర్క్ చేస్తుంటే ఇంకా ఎన్ని రోజులు ఉంటే బా ఇంకా పెరిగిపోతే జీవితాంతం ఇంతో వర్క్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది కూడా షూటింగ్ అంతా ఇప్పుడు నాకు లైఫ్ లాంగ్ ఇతనితో ఉంటేనే బాగుండు <laughs> అనిపిస్తుంది మళ్ళీ ప్రభాస్ సీన్ ఉన్నారు కదా కష్టం జీవితాంతం ఉండాలంటే ప్రభాస్ సీన్ ఉన్నారు కదా మళ్ళీ అయ్యో అన్న మర్చిపోయిన అన్న అన్న చాలా సపోర్ట్ నాకు ప్రభాస్ సీన్ అన్న చాలా బాగా సపోర్ట్ చేస్తారు అంటే ఇప్పుడు నుంచి కాదు మేము శతమానం అవుతాయి ఆ టైం నుంచి ట్రావెలింగ్ రెండు వేల పదహారు అప్పటి నుంచి ఏదైనా క్యారెక్టర్ పది పదిహేను క్యారెక్టర్లు చేసినా మనకు కాల్ రాదు ఏదో ఒక క్యారెక్టర్ కాల్ చేస్తారు అలాగా రంగస్థలానికి చేశారు జాతిరత్నాలకి చేశారు భలే ఉందిరా బాగా చేసావు అని చెప్పి అడుగుతూ ఉంటాను అన్నని అన్న అన్న దగ్గరికి తీసుకెళ్ళు ప్రభాస్ అన్న దగ్గరికి తీసుకెళ్ళండి ఒరే నువ్వు అలా ఉండు నువ్వు యాక్ట్ చేస్తావు నీ కలవటం ఎందుకు నీకు నువ్వు యాక్ట్ చేస్తావు నువ్వు ఆగా ఆగాని ఒరి ఏంటి ఎలా అంటున్నారు కల్పించమంటే అనుకున్నా కట్ చేస్తే కాల్ వచ్చింది చెప్పాను అన్న థ్యాంక్స్ అన్న వచ్చింది మారుతి సార్ ప్రభాస్ గారు మమ్మల్ని ఒకసారి కల్పించవచ్చు కదా సార్ <laughs> ఇదిగో అదిగో అంటారు టీషర్ట్లు ముద్రలు కూడా వేసాం ఇక్కడ ప్లీజ్ అండి అన్న మా మంచి మారల్ సపోర్ట్ ఇస్తారు మనకి ఎప్పుడైనా మనసు బాగోకపోతే మీరు అన్నకు కాల్ చేస్తే ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేద్దాం మనకి ఓకే అసలు టైమింగ్ వేరే level timing comedy timing access ఉందా ఫోన్ చేయటం నేను ఎప్పుడు చేస్తుంటా ఫార్టీ ఫిఫ్టీ మినిట్స్ అలా పోతానే ఉంటది ఏం మాట్లాడుతున్నామో తెలియదు ఫ్లో పోతానే ఉంటది ప్రపంచంతో సంబంధం లేకుండా మాట్లాడుకుంటూ ఉంటాను సినిమా గురించి మాట్లాడరు సినిమా లేకపోతే సరదాగా పంచులు కామెడీ టైమింగ్ చిన్న చిన్న జోక్స్ చెప్తూ ఉంటారు ఆయన ఎక్కడో జరిగినాయి చెప్తూ ఉంటారు నొబ్బలాగా అసలు ఆ మాడ్యులేషన్ కూడా లైట్గా మారుస్తాడు ఆయన ఫోన్ చేసినప్పుడు ఇప్పుడు రెగ్యులర్గా మాట్లాడుతున్నట్టు ఉండదు అది అది వేరే ఫ్లో ఉంటుంది అది పోతూ ఉంటుంది బట్ ఏదన్నా హీరోని అడిగేవా మహేష్ ఇంత పెద్ద స్టార్ అయినా కానీ ఇలా ఎలా ఉండగలుగుతున్నారు మీరు ఇంత డౌన్ టు ఎయిర్ లేకపోతే చిన్న ఆర్టిస్టులు పెద్ద ఆర్టిస్టులు తేడా లేకుండా అంత ఒక ఫ్యామిలీ లాగా ఎవరైనా అనుకుంటారా మిమ్మల్ని నేను మనసులో అనుకున్నాను కానీ అడగల అడగలేదు అంత ధైర్యం ఒకవేళ అడగాలనిపిస్తే ఎవరిని అడుగుతా ఫస్ట్ ప్రభాస్ అన్న అడుగుతా ఏ <laughs> అంటే అంటే వచ్చి ఒక వీడు బాగా చేసాడు రంగస్థలం అని చెప్పి ఒక హక్ ఇచ్చేసరికి నాకు అనిపించింది ఒక మనిషిని అంత ఈజీగా అందరి ముందు చెప్పడం అది బాగా అనిపించింది నాకు గ్రేట్ పైగా ఐదేళ్ళు అయిపోయింది కదా ఆ ఎనర్జీ ఇప్పటికీ అంత స్టార్ గుర్తుపెట్టింది చెప్పడం నాకు చాలా హ్యాపీ అనిపించింది ఒకసారి ఇక్కడ పెట్టుకుంటే ఇంకా తీయడంట మనుషుల్ని ప్రభాస్ గారు విన్నాను నేను కూడా చెప్పాను మర్చిపోయాను ఆ షర్ట్ వేసిన రోజు చెప్పా సార్ మీ షర్ట్ వేసుకున్నా తెలియకుండా మంచి పాజిటివ్ వైబ్రేషన్ వచ్చేసిందని నాకు అంటే నవ్వుకున్నారు బాగా అది ఏ కానీ తెలియకుండా వైబ్రేషను తెలియకుండా బాగా అనిపించింది ఇంకో షర్ట్ ఏమన్నా అర్థం కూడా అంటే అది ఇంక మనలో మనం అంటది మరి బయటికి చెప్తే బాగోదు మరి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు ఉంటది కదా ఆల్రెడీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాం మనం అక్కడ కూర్చుని ఇంక అంతే ఆయన ఏం చెప్తే అది వింటాం అంతే అలాగో సరదాగా ఆ హీరోయిన్ గారు ఆయన కూర్చునేవారు నేను కూడా పక్కన సరదా కూర్చుని అని చెప్తుంటే అలా వింటా ఉండేవాడు మా పాప ఫోటో కూడా చూసి చాలా బాగుంది పాప భలే ఉంది క్యూట్గా అన్నారు చూపించే పాపది సినిమా లైఫ్ లేకపోతే మహేష్ ఏమయ్యాడు అసలుకి అసలు ఇంకా నాకు లేదు అసలు నా వల్ల కాదు మీరు నమ్మరా నేను టూ థౌజండ్ లెవెన్ డిగ్రీ అయిన తర్వాత ఒక టూ ఇయర్స్ డిస్టెన్స్లో ఎంబీఏ ఫైనాన్స్ జాయిన్ అయ్యా డిస్టెన్స్లో జాయిన్ అయ్యి ఆ టూ ఇయర్స్ ఆ ఎంబీఏ చదువుతూ నైట్ షిఫ్ట్ చేసి నేను కోకోకల్లో ఈ టూ ఇయర్స్ జాబ్ చేద్దాం ఈ టూ ఇయర్స్ ప్రైవేట్గా ఎంబీఏ చేద్దాం ఇది అవ్వకపోతే మనం జాబ్లోకి వెళ్ళిపోదాం అని చెప్పి డే టైం ట్రై చేస్తూ ఉండేవాడిని నేను అప్పుడప్పుడు కాలేజీకి వెళ్ళి విపరీతంగా ట్రై చేస్తూ ఉండేవాడిని అసలు ఇంక వేరేది అక్కడ నా వల్ల అయ్యేది కాదు కోకోకోలా కంపెనీలో ఓ మేనేజర్ అన్నాడు ఒరే బాబు నువ్వు ఉంటే సినిమాల్లో అయినా ఉండి ఎక్కడైనా ఉండరా బాబు ఒకసారి టూ ఫిఫ్టీ ఉంటాయి కదా వెళ్ళిపోయినాయి కోకోకోలా థమ్స్అప్ వెళ్ళిపోయినాయి కేసులు మనం నిద్ర అవుతున్నాం డే టైం అంతా తిరిగి ఇంకా నైట్ నేను డ్యూటీ ఏం చేయగలను నా వల్ల అప్పట్లో సూపర్వైజర్గా నేను చెప్పాడు నీకు అది ఇష్టం అంటే వెళ్ళిపో అమ్మా ఇక్కడ ఇబ్బంది అవుతుంది అంటే మానేసిన తర్వాత ఆ వన్ ఇయర్ చేయగలిగాను కానీ ఇంకా నా వల్ల అవ్వలేం కదా తర్వాత మొత్తం సినిమాల్లోనే ఉన్నాను నేను ఒకవేళ అక్కడ ఉన్నా కూడా నా మనసు ఇప్పుడు ఇక్కడే ఉండేది అలా డే టైం ట్రై చేయటం నైట్ అక్కడికి వెళ్ళటం